సార్ నమస్తే ఏ బిత్తర్ సత్తి మంచిగున్నారా సార్ సూపర్ మీ పేరు మంచిగా ఉన్నది ఆన్ డ్యూటీలు ఉన్నారంట అని కంప్లైంట్ చేద్దామని వచ్చిన sir complaint please be seated అన్నదాకా కూర్చోండి సార్ నేను బాబు ప్లీజ్ బి సీటెడ్ నా భాషలో చెప్పిరేం సార్ ఏదో ప్రయత్నం సార్ నాకు సరైన ఏషాలు వర్తలేవు సార్ మీరు అరవై సినిమాల కాడికి వెళ్ళి ఎన్నెన్నో చేసుకుంటూ వచ్చిండ్రు ఇప్పుడు ఆన్ డ్యూటీలు ఉన్నారు ఇప్పుడు ఆన్ డ్యూటీ కాదే off duty off duty off duty off duty నువ్వు ఏదైనా మాట్లాడేసుకోవచ్చు కాదు ఫుల్ డ్యూటీ కొట్టరా హాఫ్ వరకే సరిపోతుందా సార్ ఓకే సరే కంటిన్యూ <laughs> అట్లా అంటలేదు సార్ నాకు ఏషాలు ఏమైనా ఉన్నాయా మీరు రాసుకుంటున్నారు కదా అంట అది నాకంటే కూడా మా డైరెక్టర్ అది కరెక్ట్గా చెప్తాడు నీకు కథ రాసుకుంటాడు క్యారెక్టర్స్ రాసుకుంటాడు శరత్ సార్ ఉన్నాడు అందుబాటులో ఉండు ఉంటాడుగా చేద్దాం అందుబాటులో చేసుకుందాం శరత్ దానా ఇలా వచ్చే ఇదేంది కొత్త క్యారెక్టర్ అదే మరి బా కొత్త క్యారెక్టరే అతను వచ్చి బోలని కథలు రాస్తారు బోలని సినిమాలు చేస్తారు అరవై సినిమాలు చేస్తారు చేస్తున్నారు కదా మా నాకేం క్యారెక్టర్స్ లేవని అడిగాడు అరవై రామారావు సినిమాలో నాకు కావాలి సార్ ఏషం కావాలి ఇంకేం రామారావు సినిమాలు ఇరవై తొమ్మిదో తారీఖు జూలై ఇరవై తొమ్మిది రిలీజ్ అవుతుంటే నువ్వు టూ లేట్ బాగా లేట్ లేట్ ట్రైన్లో <laughs> ట్రైన్లో బాగా ప్రయాణిస్తా ఉంటుంది నువ్వు లేట్ అయింది కదా సార్ నాకు ఇట్లా అంటే రవితేజం సార్ అంటే అదొక తేజం ఉన్నది రవితేజం అనేది తేజంతోనే పెట్టింది కదా సార్ నాయన పేరు అంతే మళ్ళీ రావు ఎందుకు అయింది రావు ఎక్కడైంది ఈడ రామా రావు అది క్యారెక్టర్ పేరు క్యారెట్ కర్ పేరు కరెక్ట్కే ఇక్కడ చూసేటోళ్ళకి ఏమైంది ఏంటిది మళ్ళీ క్యారెట్ కర్ సార్ <laughs> అసలు ఈ యాక్సెంట్ ఏంటో ఈ యాక్సెంట్ దాని ఏమంటారు యాక్సెంట్ కాదు దాని ఏమంటారు స్లాంగ్ ఏంటో అసలు hmm. అంటే ప్రముఖ భాష విధ్వంసం ఉంది సార్ విధ్వంసం ఎట్లా చేయాలో నేను తీసుకున్నాను విధ్వంసం అంట <laughs> విధ్వంసం అయితే సార్ ఇది hmm. రామారావు అంటే ఓకే మళ్ళా ఏంటనే నాగేశ్వరరావు అంటున్నారు అది <laughs> నాకు అలా అలా పడుతున్నాయి అది నాకు అలా కుదురుతుంది రా రావుస్ అంటే మంచిగా హీట్ అవుతుందని అలాంటిదండి మళ్ళీ నాగేష్ హీట్ కోసం పెట్టే పేర్లు కావాయి అంటే అందరు పొరుగుతున్నారు కదా సార్ అరే ఈ పేరు ఇంకా సార్ కూడా నిన్న మొన్న ఇంట్లో అలా చెప్తున్నాడు అరే ఈ రామారావు ఏంటి అవును మీ పేరు మీదనే పెద్ద జోక్ ఉన్నా సార్ ఏంటిది మండువ అంటే ఏంటో తెలుసా మండవ మండవ సార్ నేమ్ మా దగ్గర మండువ అంటే కంపౌండ్ ಇಲ್ಲ మండువ అంటే కంఫౌండ్ సార్ కాంపౌండ్ ఇల్లు ఇంటి ఆ కాంపౌండ్ కాదు కల్ కాంపౌండ్ ఓయ్, అవునా మండువ మండవ కాడికి రారా వేసేద్దాం రెండు మెట్లు గుద్దుదాం అంట ఎక్కడ ఏ ఊళ్ళో ఇది మా ఊరు అంటే కరీంనగర్ ఇక్కడ దిక్కు సైడ్ అంటే అదే ఓకే మండువ కాడికి వస్తామంటారు శరత్ మండువ అంటే కంపౌండ్ కాడ దొరికినవేమో అనుకుంటున్నాను నాకు భలే తగిలాడు కాదు సార్ ఇప్పుడు మీరు తలుసుకుంటే అయితే పెద్ద పెద్ద డైరెక్టర్లు ఫోన్లు కొడితే అయిపోతుంది కానీ ఎప్పుడు కొత్త కొత్తగా ఎందుకు ట్రై చేస్తుంటారు ఆగు అక్కడ ఆగు ఇప్పుడు ఇది అవసరం అంటే మీరు అంటే ఇప్పుడు ఇంకా ఈ క్వశ్చన్ ఎంతమంది అన్న వేసే ఉన్నారు ఆల్రెడీ ఆల్రెడీ కొత్త కొత్త బేసిక్ ఏంటంటే కొత్త కొత్త వాళ్ళతో పనిచేయడం నాకు ఇష్టం అది కొత్త కొత్త అది వాళ్ళు ఏదో ఏదో ఏదో కొత్తగా ఏదో ఏదో ఆలోచన ఎందుకో నాకు మొదటి నుంచి ఒకప్పుడు నేను కొత్త ఉన్నాయి కదా మరి నాకు ఇచ్చారే అవకాశం అలాగే నాకు శక్తుల నా పరిధిలో నా బాగానే మాట్లాడుతున్నానా <laughs> నా పరిధిలో నా పరిధిలో మ్యాక్సిమం ఎంతమంది కొత్త వాళ్ళతో చేయగలిగితే అంతమందితో చేస్తా నాకు చాలా ఇష్టం ఇంకా కొత్త వాళ్ళు అంటే సార్ ఇప్పుడు ముఖం కొత్త కానీ కళ్ళు చూస్తే కళ్యాణ్ రామ్ లేఖనే కొడుతుంది కళ్ళు చూస్తే కళ్యాణ్ రామ్ అంటే ఏంటో కదా కొడుతున్నది నువ్వు వీరో లెక్కనే ఉన్నావు బాగుంది ఇది ఒకటి పెట్టాడు మళ్ళీ యాక్చువల్లీ ఒకటి చెప్పనా మంచి ఆర్టిస్ట్ ఇతను అదే లేకుండానే ఫర్బుదేవ సార్ రాపిచ్చిండు ఫర్బుదేవ ఇండిలా ఓహో కామోషా కామోషి అంటా అని చాలా మందికి తెలియదు కొత్త కొత్త అనుకుంటున్నాం కానీ కొత్త ఏం కాదు ఫర్ర ఫర్ర జింఫేసే వచ్చింది పేపర్ అన్ని బిల్ల టూకు రాసిండు అది చూస్తే సెర్చింగ్ చేస్తే బాగానే ఉన్నది బయోడేటా సెర్చింగ్ చేసి వచ్చేవైతే మళ్ళీ చూసుకోవాలి కదా సార్ ఈడొచ్చి నోరు తెరిస్తే ఏమవుతుంది తీసుకోవట్లా డబ్బులు అడగవేంట్రా అంటే అడుగు కమాన్ అడుగు అంతే అంతే అంతే కదా సార్ అంతే రామారావు అంటే పెద్ద ఆయన పేరు అది అంత మంచి పేరు పెట్టుకున్నందుకు అందరు ఇప్పుడు అది ఎంత మంచి రైమింగ్ ఉన్నది ఇది అంటానంటే ఆల్రెడీ తారక రామ ఇట్లాంటి ఫెయిల్ర్ అన్ని హీట్ అయినాయి అలా <laughs> రామ అనే పేరు ఉంటే చాలు హీట్ అయిపోయినట్టే మీరు ఆ కొట్టు హిట్ హీట్ హీట్ అదే అదే అర్థమవుతుంది టైం <laughs> పట్టింది బట్ అర్థం లేదా ఫ్యాన్లు <laughs> ఆల్రెడీ మీ ఫ్యాన్లు అంటే హీట్ మీదనే ఉంటారు సార్ ఏవన్నమాట అంటే సయం సేత్కితో పైకి వచ్చిండు అట్లా మీకు ఎట్లా అంటే ఎవరి సపోర్ట్ లేరు అయినా కూడా ఆయన ఒక్కడే నిలబడతాడు నేనింతే అన్నట్టు ఉంటాడు <laughs> ఏసుడు కాదు సార్ మీరు ఏమంటారు అంటే ఇప్పుడు సినిమా ఫెయిల్ అయింది థియేటర్ ఆపేస్తామా ఇప్పుడు హీట్ అయింది థియేటర్ ఆపేస్తాం మనకు తెలిసింది ఒకటే సినిమా సినిమా సినిమా సినిమా అంతే అంతే కదా నేను నమ్మేది కూడా అదే మీరు చేసుడు కూడా అట్లనే అంటారు మీరు ముందు ఫైసల్ అడగరంట అది కూడా ఉన్నది టాకింగ్ బయట చూద్దాం లేరా అబ్బాయి హీట్ అయిన తర్వాత చూద్దాం అంటారా అందరూ అందరూ హ్యాపీగా ఉండి ఓకే కాన్ఫిడెంట్గా ఉన్నారనుకో అప్పుడు దాన్ని బట్టి మాట్లాడుకోవచ్చు అది నాకు నా ప్రొడ్యూసర్ అండర్స్టాండింగ్ లే hmm. దాని గురించి ఎందుకులే కానీ hmm. అదే ఫోన్ లేదు సార్ అయితే <laughs> అయితే పోలీస్ అంటే మీరు ఇట్లా చూడంగానే నేను ఫీన్గా అయినప్పుడు నా ఏలు మీసం మీద ఉండాలి నా మూతి మీద చిరునవ్వు ఉండాలి మళ్ళీ మళ్ళీ ఏంటది అంటే చచ్చిపోయినప్పుడు అంటే మీరు ఎదురుగా ఉండే అప్పుడు మీసం మీద నా చేతి ఉండాలి మూతి మీద నగుడు ఉండాలి అన్నట్టు మామూలుగా బ్రెయిన్ ఉల్టాయి గిరగిర తిరుగుతుంది ఈ లాంగ్వేజ్ డీకోడ్ చేసుకోవడానికి కాదు సార్ మీరు చెప్పింది వింటుంటే ఫతొక్కని కూడా మళ్ళా లేవాలి పద కొద్ది లేవాలి అనిపిస్తుంటుంది ఇంట్లో ఈ సినిమాలు అంటే పోలీస్ కాదు అది కాదు శానేశాలే చేసిండ్రు కానీ ఇది జైనికి టిఫల్ అయిందా నార్మల్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ అన్నట్టు ఏంటది తిప్పలా తిప్పలు నేను ఎప్పుడు ఇక్కడే కాదు ఎక్కడ నేను తిప్పలు పడిన అసలు మీకు ఆల్రెడీ లోఫట మైండ్ వాయిస్లు ఉంటుంది కదా స్కానింగ్ చేయాలని లోపల ఉండదు బయట <laughs> బయట నాకు లోపలే ఉండదు అంటే చేసినప్పుడు లోపలనే యా ఉంటుంది డెఫినెట్గా అది ఆల్రెడీ చాలా సార్లు hmm. ఈ విషయం అడగటం జరిగింది నేను చెప్పడం కూడా జరిగింది hmm. ఎప్పటికైనా చేస్తాయి కానీ ఎప్పుడు తెలియదు అంతే hmm. అంటే మీరు నువ్వు అడిగిన డైరెక్షనే కదా కాకపోతే ఒత్తులు మీరు లేట్గా అంటారు నేను ముందు అంటా అంతే అవే ఒత్తులు ఎల్రీగా అంట నేను అంతే అంతే ఎర్లీగా అర్థమైంది అర్థమైంది దానికి కూడా మళ్ళీ ఒత్తు ముందే అంట అంతే అర్థమైంది అది ఇప్పుడు ఇద్దరు డైరెక్ట్ ఆలోచన వాళ్ళే మళ్ళీ డైలాగులు ఇట్లా ఇట్లా అన్నప్పుడు ఏమని అనిపించిందా ఏమనిపించింది అంటే అంటే డైరెక్టర్ సార్ అడుగుతున్నాను నేను అంటే ఇట్లా ఇట్లా అంటే ఇప్పుడు డైరెక్ట్ స్కెనింగ్ చేయాలని ఉన్నది కదా సార్కు మీకు ఇట్లా కాదు ఇట్లా అంటే ఇది బాగుంటది అన్నట్టు అన్నాడా సార్ ఎప్పుడన్నా ఆయన బేసికల్లీ ముందు hmm. మనం సెట్కి వెళ్ళే ముందు మొత్తం ఆయన మొత్తం చూసుకొని hmm. క్లియర్గా ఓకే ఆయన ఓకే ఏదన్నా ఉంటే ముందే hmm. సో మనం సెట్కి వెళ్ళిన తర్వాత he's just mister Ravi Teja actor ఎవరిని ఆయన he knows very clear okay this is what నేను చూసిన ఎవడన్నా లేచి ఇట్లా సార్ అన్నాడు ఏ కూర్చో అనుకుంటూ పోతాడు ఓ ఇతను అన్ని చూసాడు ఇట్లా రెస్పెక్ట్ చూడు వాళ్ళు తిప్పల వాడు సార్కు నచ్చదు ఆల్రెడీ ఈ సినిమాలో కట్టెదింపుడు బాగున్నదంటగా కట్టెదింపుడు ఓ కట్టదింపుడు ఫైటింగ్ ఫైట్స్ ఫైట్స్ ఉన్నదా అంటే అది ఇప్పుడు రవి గారి సినిమా తర్వాత ఉండాలి ఆటోమేటిక్ కదా ఆటోమేటిక్ <laughs> అవును అట్లయితేనే కాగితాలు జినుగుతాయి కదా టాకీస్ అంతే అంతే కాగితాలు జినుగుతి సౌండ్లు వస్తాయి ఈ ఫెయిల్ నోరు తిరగకుండా ఉన్నాయి సార్ నాకు లేదు దివ్యాంశ ఇంకేంటిది అది ట్రై చేయి ట్రై చేయి ట్రై చేయి దివ్యాంశ ఇంకొకటి రజీష రజీష బాగానే మాట్లాడేవి ఆడపిల్లల పేర్లు మాత్రం కరెక్ట్గా వచ్చినాయి అంటే వాళ్ళను ఫోర్టీలను ఎప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి అబ్బో పుట్టింటారు కదా ఎవరిని ఆడపిల్లలను ఆడపిల్లలు జాగ్రత్తగా చూసుకోవాలన్నట్టు సార్ వాళ్ళు ఎట్లా చేశారు సార్ బుగులు పట్టిరా మీ పక్కకు చేయనికి చాలా బాగా చేయలేదే హ్యాపీగా ప్రమాణంగా ఇద్దరు బాగా చాలా బాగా చేశారు ఇద్దరు క్యారెక్టర్ చాలా బాగుంటాయి ఎక్కడ వాళ్ళు ఇండియాలోనే వాళ్ళే కరెక్ట్గా సరిపోయి నార్కో ఇండియన్స్ నార్కో ఇండియన్స్ ఒకళ్ళు నార్కో ఇండియన్స్ ఇంకొకటి నార్కో ఇంకోలేమో సార్కో సార్కో ఎంత చేట మలయాళీ అమ్మాయి ఇంకో ఆమె మలయాళీ మళ్ళీ అందరూ డబ్లింగ్ నచురల్లీ ఉండాలంట అని తెస్తారు కదా డబ్లింగ్ చెప్పనీకి డబ్బింగ్ డబ్బింగ్ డబ్బింగ్ మళ్ళీ అక్కడ అని తెస్తే తిప్పలు కాలేదా మీకు వేరే వాళ్ళు చెప్పేస్తారుగా చెప్తారు కానీ ఫ్లేవర్ ఉంటుంది కదా ఒకటి మేము జాగ్రత్తగా చూసుకుంటాం అవన్నీ ఇంకా మీ ఫ్యాన్లు అయితే పచ్చబొట్లు కొట్టుకొని ఉన్నారు మొన్న ఒక క్యాబ్లో పోతున్నా అడిగిన నేను ఈ ఫెయ్యాల్లో మీ ఫెయిల్ ఉన్నాయి సినిమా ఫెయిల్ ఉన్నాయి అడిగిన నేను ఎందుకు ఇష్టం అంటానంటే ఆయనతోనే ఆయన సొంతంగా ఎదిగిండు అట్లా ఇష్టం అంటాను అన్నారు మీకు డైరెక్ట్ కరెక్ట్గా కలిసిపోతుంటారు కదా వచ్చి టైం ఇస్తారా మీరు సైకిల్ చేస్తే ఎట్లా సార్ ఇంత ఫ్రెండ్ కలుస్తుంటాయా రెగ్యులర్ గా వస్తూ ఉంటారు షూట్ దగ్గర సబ్ సబ్ టైటిల్ వేసుకోవాలి మళ్ళీ మీరు షూటింగ్ దగ్గర షూటింగ్ దగ్గరికి వస్తుంటారు కలుస్తుంటారు కలుస్తుంటారు ఇట్లా ఇన్సిడెంట్లు అవుతుంటాయా సార్ షూటింగ్ ఏమన్నా ఎట్లాంటి అంటే ఫన్నీ ఫన్నీగా జోకులు జోకులు జోకులు ఉంటాయి కొంతమంది తిట్లు కూడా తింటారు <laughs> ఒకటి మన సినిమా షూటింగ్లో ఏం జరిగిందో చెప్పరా మన సినిమా షూటింగ్లు అంటే ఏంది ఫ్యాన్స్ విషయంలోనా కాదు మనం ఫన్నీ ఫన్నీగా ఫన్నీ ఫన్నీగా మొత్తం అంతా రోజు రోజు రోజు ఒక రోజు అంటే లేదు ప్రతిరోజు కూడా అండర్లైన్ చేయలేరా అంటే ఒకటి రెండు జరిగితే గుర్తుంటే కానీ రోజు అన్ని సార్లు జరిగితే గుర్తుండవుగా అండర్లైన్ ఏం లేదు మీరు పట్టుకోలు తీసుకొని కంత కేసు గుద్దినట్టే ఉంది ఇప్పుడు <laughs> బుల్లెట్ అయితే అది తీసే లోపు ఇట్లా పక్కకు జరగవచ్చు అబ్బో అయితే తప్పించుకోలేదు <laughs> అంత స్పీడ్గా వస్తున్నాను మీ ఫైటింగ్ ఇప్పటికీ ఇట్లా కండలు అట్లనే ఉన్నాయి సేమ్ సేమ్ ఉన్నాయి కలర్ అట్లే ఉన్నది ఇరికి కట్టెలేక అట్లనే ఉన్నారు <laughs> ఏడ చెటాక్ కొవ్వు పట్టలేదు చెటాక్ చెటాక్ కూడా కొవ్వు లేదు కారణం ఏంటిది అంటారు ఏముంది మంచి ఫుడ్ తింటాం బాగా వర్కౌట్ చేసుకోవటం ఈ రెండు కట్టుకుంటే చాలు Hmm. అన్ని కరెక్ట్గా ఉంటాయి ఈ రెండు చండాలంగా ఉంటే అన్ని చండాలంగా ఉంటాయి hmm. అంతే చాలా తేలిక అనుకుంటున్నావు కదా ఈ రెండు కరెక్ట్గా ఉంటావు అంటే ఇట్లా ఇట్లా అన్నంత తేలికేం కాదు అది అసలు ఇది ఎట్లా కొట్టుకుంటుంది ఇప్పుడు నాకు ఏం అడిగితే ఏమవుతుంది కనెక్ట్ కానీ ఉంటలేదు ఒక్కోసారి <laughs> అంత ఈజీనా అంటే మీరు ఎక్కువ అవసరం లేదు అవి కూడా చేయాల్సిన అవసరం లేదు hmm. మరి రెండే రెండు ఆనంద పడేటివి ఒకటి సీసా రెండు పద్యం అబ్బో పద్యాలు ఉన్నాడు దైవ బతికి సీసు ఉన్నాడు మద్యం బతికి ఈ రెండు న్యూట్రల్ మద్యం అంతేనా అంతే కదా సీసనన్న నమ్ముకోవాలి యథార్థంగా ఉండాలంటే అటు శ్లోకాలన్నా నేర్చుకో మద్యం కానీ పద్యం గాని అంటున్నావు యాక్చువల్లీ చెప్పాలంటే అవి కూడా అవసరం లేదు మరి ఊతంతా అట్లనే ఉన్నారు కదా ఇప్పుడు మన సీసఫాట్ ఇనంగానే ఇనుకుంటేనే ఊగుతున్నారు సీటీలు కొడుతున్నారు ఊతంట <laughs> మరి ఉన్నది కదా అట్లా సీసఫాట బాగా ఎక్కింది ఎత్తికి గట్టిగా ఎక్కింది ఒక ఫాట అది వాడు సార్ లైన్ ఏ పాడే సీసా నా పేరు సీసా పాడమంటే ఇప్పుడు <laughs> మొదలు పెట్టి ఆల్రెడీ బాగుంది అది మంచి చాలా మంచి రెస్పాన్స్ ఉంటుంది సమ్మానంగా చూస్తున్నారు నా పేరు కూడా నా పేరు చేసా నిజమండి బాబు చేసా అంటే చేవేళ్ళ సత్య అని <laughs> సింకింగ్ చేసుకున్నా నేను అట్లా నైస్ అంటే విటమిన్ సాంగ్ ఉంటేనే మంచిది అనుకుంటారా sir vitamin item song item item పాష్గా స్పెషల్ సాంగ్ అంటాం మేము దాన్ని అవును బట్ అది సినిమా కథలోనే కథలోనే వస్తుంది అంతే ప్రత్యేకంగా చేసింది కాదు అన్ని ఎలిఫెంట్స్ ఉండాలని కోరుకుంటారు elephants element elements ya ya too many animals ఉండాలని కోరుకుంటా అందరూ కోరుకుంటారు కదా మనం జస్టిఫై చేయాలి కదా మన ఆల్రెడీ పోలీస్ సార్ వేసామేమో మన ఏనాన్నకి ఇచ్చేసిండు అంటే చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించగానే ఖుషి పడ్డాం అరే ఇన్ని దినాలైంది మీకు వేణుగారు ఇంతకుముందు పరిచయం ఉందా లేదు అంత పరిచయం లేదు అన్నతో ఆయననే ఎందుకు అనుకున్నారు సార్ మరి ఆయననే బాగుంటాడని పొడవు ఎక్కువ కదా పొడవు <laughs> ఓకే బేసికలీ ఆయన ఫ్రెష్గా ఉంటుంది యాప్ట్గా ఉంటాడని మేము డిస్కస్ చేసుకొని సార్ నేను అనుకున్న తర్వాత ఆయన అప్రోచ్ అయ్యి తీసుకొచ్చాను అంటే అప్పటికే ఆయన మానేశాడు చేస్తాడో లేదో అనే డౌట్ అప్రోచ్ అయితే ఆయన ఒప్పుకున్నాడు ఒకవేళ ఒప్పుకోలేదు ఫస్ట్ ఒప్పుకోలేదు ఒప్పుకోకపోతే ఎవరికి ఉండే సార్ అది ఒప్పుకోకపోతే ఎవరికి ఉండేది అది తెలియదుగా మనకి అది మనం లేదు ఒక రెండు ఆప్షన్స్ అనుకున్నాం యాప్ట్ అనిపించింది వేరే వేరే వాళ్ళు అనుకున్నాం బట్ ఈయన వెంట పడ్డాం దొరికితే కామెడీ చేయించిండ్రా కామెడీ క్యారెక్టర్ బాగా ఎంటర్టైనింగ్ ఉంటుంది ఏమో ఉన్నదే జఫర్ సార్ నాకు అర్థమైపోయింది మతస్సు కామెడీ ఉంటుంది ముందు మస్తు దాన్ని నేను అతనిలో ట్రై చేసాను మత్సు కామెడీ మత్సు మత్సు కామెడీ మత్సు అవును ఈ కరోనా టైంలో అయితే చాలా గ్యాప్ వచ్చింది ఆయన కూడా రవితేజం అన్న కరోనా టైంలో కాదండి ఆయన పది సంవత్సరాలు అయింది ఆయన సినిమాలు చేసి కాదు హీరోలకు కూడా నా గురించి బాగానే గ్యాప్ వచ్చింది కదా సార్ అప్పుడు అయితే రెండు మూడు రిలీఫ్ అవుతుండేనా అప్పటికి ఈజీగా ప్రమాణంగా అయ్యాయి ఇవన్నీ అయిపోయాయి ఈ రిలీజ్ అయిపోయాయి కూడా అయ్యేది అయింది అయితే సార్ ఫైసల్ నీర్ మాత ఎప్పుడన్నా ఫెయిల్ అయిందా ఇట్లా బాగా టైం అయిపోతుంది అన్నాడా ప్రొడ్యూసర్ నాతోటైతే ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు లోపల ఉంటుంది ఆ ఫీలింగ్ ఎవరికైనా ఏ ప్రొడ్యూసర్ ఏ ప్రొడ్యూసర్ అయినా రెడీగా ఉంటాయి మిత్తి పైసలు అన్న రావాలి ఇది అంతే ఏం లాభం ఇన్ని కోట్లు పెట్టి డబ్బున వెళ్ళిపోతే అక్కడ మన మనకు గలఫెట్టలు పడతాయి అంట ఆల్రెడీగా మీరు అనుకుంటే మీరు సొంతంగా తీసిరు కదా సార్ మీరు సొంతంగా నేనా ఇది అమ్మా ఇది మా సొంత సినిమా మీరేనా అదిగా right side RT team works అని అవునా మళ్ళీ ఇంకేదో ఏదో హోంవర్క్ చేసావు పెన్సిల్ వర్క్ చేశానన్నావు అంటే ఆ చిన్న ఫీల్డ్ నేను చదవలేదు సార్ మూలకు <laughs> మూలకుండేటివి అంచకుండేటివి నేను చదవలేదు <laughs> నిజమే సార్ మీతోని అంటే నన్ను చూస్తుంటే ఇద్దరు హీరోలను చూసినట్టే ఉంది ఇది ఇది ఒకటి పర్లే పర్లే అంటే నెక్స్ట్ సినిమా ఫీల్ అయింది తను చెప్తున్నాడు అతను నాకు బిస్కెట్ హ్యాపీ ఫీల్ అవ్వు బిస్కెట్ సినిమాలో వేషం కోసం అది పెద్ద ఆలోచించాల్సిన అంత వేషం కోసం అంత చేయాల్సిన అవసరం బిస్కెట్లు ఎందుకు సార్ అదే నా పాయింట్ ఎవరు తింటుండు చాక్లెట్లు వేయాలి ఇప్పుడు పెద్ద పెద్ద చాక్లెట్లు వేస్తే అవి వర్కౌట్ అవుతాయి నిజంగా నన్ను చూస్తే ఏమనిపిస్తుంది సార్ మీకు సత్య అనిపిస్తుంది ఉత్త సత్య బిత్తిరి సత్య అది చెప్పు మరి రామారావు అంటే ఒట్టిగా అట్లా రైమింగ్లో మళ్ళా ఆన్ డ్యూటీ ఆన్ డ్యూటీలో ఏం ఏమి చేస్తారు సార్ ఇంట్లో భూముల పంచారా ఏంటిది కథ ఇంట్లో చెబుతారు అది కూడా ఒక పార్టే నువ్వు చెప్పిందే అది అది కూడా వన్ ఆఫ్ ది పార్ట్ భూములదే మజా వస్తుంది సార్ ఎందుకంటే రేట్ ఎక్కువ కదా అది అలా వచ్చావా భూముల కేసులే ఎక్కువ ఉంటాయి మళ్ళీ కలెక్టర్ అది అంటే ఎక్కువ అదే ఉంటుంది కదా ఎంఆర్ఓ కూడా నన్ను ఎంఆర్ఓనే డిప్యూటీ కలెక్టర్ అంటే Hmm. అదే డిప్యూటీ కలెక్టర్ అండ్ ఎంఆర్ఓ అట్లా ఎట్లుంటుంది సార్ రెండు ఎందుకుంటాయి మా ఊర్లో అట్నే ఉంటుంది ఇంకా నయం పటువారి విఆర్ఈ అన్ని ఇంకా యాక్చువల్గా ఏంటంటే it's a rank deputy collector అనేది ర్యాంక్ వాళ్ళని పోస్టింగ్లో ఎంఆర్ఓలుగా అట్లా వేస్తారు సబ్ కలెక్టర్స్ ఆర్డీఓలు డిఆర్ఓలుగా వేస్తారు hmm. అట్లా నిజంగా ఒక నిమిషం ఉండు ఇది చెప్పాను నేను చెప్పాడు కదా ఇవన్నీ తెలుసా నీకు తెలుసు సార్ తెలుసా ర్యాంకులు తెలియదు నాకు అసలు ఏమీ తెలియదు ఇట్లా ఆటల పోటీల్లో ర్యాంకులు తెలుసు <laughs> అంటే తెలియదు ఇప్పుడు grade one teacher grade two teacher అంటారు అది ర్యాంక్ పొజిషన్ హిందీ టీచర్గా వేస్తారు ఫిజిక్స్ టీచర్ అట్లా ర్యాంకింగ్ అండ్ పొజిషన్ అంటే మీకు అనుభవంతోనే రాసిరా కథ తెలుసుకున్నాం కథ రాసేటప్పుడు రీసెర్చ్లో తెలుసుకోవాలి అట్లా అంటే ఎప్పుడైనా పంచాదులు అయితే దాన్నే నిజ జీవితంలో కథ <laughs> పంచాలని కాదు బట్ సి కథ ప్రకారం ఇది అంతా రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని రాసిన కథ కాబట్టి రియలిస్టిక్గా రియల్గా దగ్గరగా ఉండాలని అవి కూడా తప్పు పోకుండా లాజికల్గా చేసి రవితేజ మన రెండు ఉంటాయి దంచుడు ఉంటుంది నగుడు ఉంటుంది దంచుడు రెండు ఉంటాయా దంచుడు బాగానే నగుడు ఏంటి నగుడు అంటే <laughs> నగుడే నగుడు సార్ ఏ నగుడు నగుడు అంటే <laughs> ఈ నగుడు ఈ నగుడు అంటే ఏంటో మరి <laughs> తెలియదు ఎవరు నన్ను మరీ టూ మచ్చిగా ఇబ్బంది పెట్టి ఇబ్బంది <laughs> నిజమే కదా సార్ ఇద్దరు ఒక దిక్కెళ్ళి లట్టీలు ఇద్దరు వేస్తున్నారు ఇక్కడ రెండు కంతలకు ఇద్దరితో మాట్లాడు తిఫలే అవుతుంది నాకు చెమటలు పట్టిస్తారు మీరు ఓటీటీ అవన్నీ చూస్తారా సార్ మీరు ఈ లో బాగానే భయంకరంగా ఏమేమి చూసారు సార్ ఈ నడుమ ఆల్మోస్ట్ అన్ని ఆల్మోస్ట్ అన్ని చూసేస్తా మీకు తీయనీకే బాగానే దొరుకుంటుంది సామాన్ అందులో అలాగే లేదు కోర్స్ రెఫరెన్స్ లేనే ఉండవు అంటే ఈ సిరీస్లో వాటిలో hmm. యా అఫ్ కోర్స్ వాళ్ళే చూస్తారు కదా అవి తీయడానికి బట్ అంటే డెఫినెట్గా రిఫరెన్స్లు hmm. కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి కదా hmm. అయ్యా అది ఎంతో కొంత హెల్ప్ గా అవుతాయని అనుకుంటున్నాను మీకు అమితాబ్ బచ్చన్ సార్ అంటే మస్తు ఇష్టం కదా మస్తు బేబచ్చంగా ఇంట్లో ఫోటోలు ఉంటాయి <laughs> ఒకవేళ సార్ సినిమా తీయాలంటే ఏది తీస్తారు సార్ సినిమా అంటే అమితాబ్ బచ్చన్ గారి సినిమా మీరు చేయాలి నేను చేయాలంటే అంటే రీమేకా ఆయన సినిమా రీమేకా అసలు ఆయన సినిమాలు రీమేక్ చేయటం అసలు చాలా పెద్ద బూతు పర్ఫెక్ట్ ఎక్స్పెక్ట్ ఆన్సర్ తప్పది చేయకు కొన్ని కొన్ని టచ్ చేయకూడదు కొన్ని అలాగే ఉండాలి బూత్ అన్నాక ఇంకా నేను నోరు తెరుస్తాను <laughs> మళ్ళీ అడగను కూడా అడగలేదు <laughs> ఇప్పుడు రామారావు అనేది మంచి రైమింగ్ ఉన్నది ఇంకా చూడదగిన ఏమేమి ఉన్నాయి ఇంట్లో ఎలిఫెంట్స్ అంటారు ఎలిఫెంట్స్ జిరాఫీలు చెప్పు <laughs> అన్నీ ఉన్నాయి hmm. ఇప్పుడే కదా చెప్పావు ఫ్యాన్లకు చెప్పాలి కదా అదే ఇప్పుడే కదా చెప్పావు ఏమని మీరే అన్నారుగా hmm. సీసా చూసి ఏదో చేస్తున్నారని hmm. సో అదొక ఎలిమెంట్ ఉందా mass element action action episodes హైలైట్గా ఉంటాయి it's emotional film family emotions అన్నీ ఇట్స్ యాక్షన్ ప్యాక్ట్ థ్రిల్లర్ ఇంకా రవి గారు వేరే లెవెల్ దగ్గరికి వెళ్ళి చూస్తే అర్థమైపోతుంది దగ్గరికి వెళ్ళి ఉంటా <laughs> ముఖంలో తేజం ఉంటుంది కదా సార్ అది ఇంత కూడా తక్కువ కాలేదు ఇంకా రవి అంటే సూర్యుడు తేజం అంటే ఇక చెప్పవలసిన అవసరం లేదు వదిలేస్తే జాతకం కూడా చెప్పేటట్టున్నా <laughs> నన్ను ఆపండి ఎవరన్నా <laughs> అయితే ఇరవై తొమ్మిది తారీఖు ఎందుకు ఎట్టాలనిపించింది జూలై ఇరవై తొమ్మిదా మా ప్రొడ్యూసర్కి బాగా నచ్చిన డేట్ తొమ్మిదా అన్ని చూసుకోవాలి కదా వాళ్ళు తొమ్మిది అని కాదు కొంచెం వెనక ముందు ముందు ఏంటో ఏమంటాయి అంత షెడ్యూల్ కరెక్ట్గా చూసుకొని ఇరవై తొమ్మిది వాళ్ళు ఫిక్స్ చేశారు ఇంకా చెప్పండి సార్ కొత్త కొత్తలు అయితే మిమ్మల్నే గా తీసుకొని వస్తారు ఎట్లయినా నేను సార్ జీరో నుంచి స్టార్ట్ అయ్యి ఆడుకోయిండ్రు నేను కూడా అన్నట్టు ఉంటారు కదా వాళ్ళ కోసం ఎట్లా తిఫల్ అవ్వడం అని చెప్తారు ఎలా తిప్పాలి తిప్పల ఎలా తిప్పలు పడ్డాలా పడమని చెప్తారు అంట తిప్పలే పడొద్దు దాన్ని ప్రేమించి నమ్మకంతో ఇష్టపడి చేస్తే డెఫినెట్గా వస్తుంది వెయ్యి సార్లు అనుకుంటే ఒక్కసారి అన్న అవుతుంది అంట ఏదిగా విషయం నేను ఎప్పుడు చాలాసేపు ఉంటాను కదా నెవర్ గివ్ అప్ అంటాను అంటే ఏది ఇడిచిపెట్టొద్దు అంటారా మర్చిపోవద్దా వదలొద్దు వదలొద్దు ఇడిచిపెట్టొద్దు అంటే కష్టపడతానే ఉండాలి అని ఇష్టంతో hmm. అబ్బా అనుకోకూడదు ఇష్టమైన పని అంత కష్టం కాదు అసలు కష్టం అనేది కాదు అసలు ఇష్టమైంది hmm. మీ డైలాగులు అయితే ఇప్పటికి తిరుగుతుంటాయి సార్ ఎంకి సినిమాలు అయ్యి ఆ సినిమాలు ఈ సినిమాలు అయ్యి సగం స్టఫ్ సోషల్ మీడియాకి మీరే ఇస్తున్నారు బర్మానందం సార్ది మీది ఇద్దరు ఉంటారు ఒక హోటల్లో ఏమో కూర్చొని ఎరా అబ్బాయి అన్నప్పుడల్లా ఇద్దరు నవ్వుతుంటారు అదే ఒకటి రౌండ్ తిరిగేది ఒకటి కాళ్ళు లేపి కాళ్ళు లేపి గుండూరుకం తిరుగుతారు ఏంటిది ఆ వర్డ్ మళ్ళీ అను కాళ్ళు లేపి గుండూరుకం గుండూరుకం ఇట్లా లేపితేనే కదా తిరిగేది అట్లా ఇప్పటికి కూడా ఎంతో మందికి మీ క్లిప్పింగ్స్ ఇదైతున్నాయి అవి చూస్తే ఏమనిపిస్తుంటుంది సార్ బాగుంది సరదాగా ఉంటుంది వాళ్ళ క్రియేటివిటీ అసలు సూపర్ క్రియేటివిటీ ఒక్కొక్కళ్ళది అలా ఆ బ్యాచ్ ఒక సూపర్ యా ఎక్సలెంట్ క్రియేటివిటీ అసలు hmm. భలే అనిపిస్తుంది hmm. అలా కొన్ని ఈ చేస్తుంటారు అన్ని కలిపి చేస్తారు అసలు వాళ్ళ ఎడిటింగ్ సూపర్ అసలు ఆ టైంకి ఆ క్లిప్ తెచ్చి క్లిప్ చేసి పెట్టడం అసలు ఉట్టిగా ఫోన్లలో చేసి hmm. అవును చాలా బాగా చేస్తారు చాలా బాగా చేస్తున్నారు అమేజింగ్ టాలెంట్ పిచ్ ఎంటర్టైన్మెంట్ వాళ్ళు <laughs> ఏది లేనప్పుడు అదే ట్రేడింగ్లు ఉంటుంది మనకు ఏమైనా సినిమా ట్రెండింగ్ hmm. hmm. అవన్నీ ఫస్ట్కి వచ్చేస్తాయి అనమాట hmm. అంటే ఎక్కువ చూస్తున్నట్టే లెక్క మీరు డైరెక్టర్గా ఇండైరెక్టర్గా మస్తు మందికి జీవనోపాధి ఇస్తున్నారు అంటే మీరు కొల్లం కొల్ల ఉంటారు కాబట్టి ఇప్పటికీ అసలు ఇప్పుడే స్టార్ట్ అయినట్టున్నారు మీరు మాకే జర ఎట్లనో అనిపిస్తున్నాను మీకన్నా తక్కువ ఏజ్ అయినా అయినా కూడా ఏంది నేను సార్ కన్నా గిట్లున్న అనిపిస్తుంది ఇప్పుడు చూసుకుంటే మంచి తిను వర్క్ కొంచెం వర్కౌట్ అది చెయ్యి మనశాంతి ప్రశాంతంగా ఉండు ఎవరిని అడిగిన ఇదే చెప్తారు సార్ మంచిగా నేనేంటున్నానంటే ఉండు ఉండో కూడా తప్పు కరెక్ట్ కాదు ప్రయత్నించు కనీసం ప్రయత్నం ఉండాలిగా <laughs> ఉండాలి సార్ మన ఇరవై తొమ్మిది తారీఖు నాడు మళ్ళీ మండవకాడ కలుతాం సార్ మండవ <laughs> మండవా <laughs> కాడ కలుద్దాం ఓకే డన్ అక్కడ కలుద్దాం ఇది కొత్త వర్డ్ కొత్త విషయం నాకు ఇది మండో అంటే ఇది వాడేస్తాను ఇక్కడ నువ్వు ఇవ్వకెవకెవ చేతికిచ్చావు చూడు వెపన్ టూ మచ్ నవ్వుకుంటే మంచిగా టాకీస్లకి వీళ్ళందరూ బయటికి రావాలి సార్ hmm. ఎట్లయినా మీరు ఈ స్టోరీలో డిఫ్ట్ కర్ ఉన్నదంటే hmm. దాని ఇన్స్పిరేషన్ గానే ఉంటది hmm. ఇట్లా ఉండాలిరా సొసైటీ అన్నట్టే ఉంటది అనేది అర్థమైపోయింది character character character wise character very inspirational character అందులో అది జఫూర్ సార్ మీరు మీ నోటితో చెప్తే మంచిగా ఉంటుంది నాకు ఎటు అవుతుంది మళ్ళీ అనువానువు నా ధైర్యం ఉంటుంది అంతే నాకు కూడా గుర్తులేదు అక్కడ అనేసాం కానీ నాకు కూడా గుర్తు మీరు చెప్పకపోతే నేను చాలా షార్ట్ మెమరీ నాది <laughs> నీ నీదిలో నువ్వు చెప్పు చెప్పు నీ స్లాంగ్లో చెప్పు రాసిస్తా ఇప్పుడు ఆయుధం ఉన్నోడు ఆయుధం ఉన్నాడు కాదు ఆయుధం ఉన్నోడు అని ధైర్యం ఆయుధాన్ని బట్టి ఉంటుంది అదే నాలాంటి ధైర్యం అనువనువున అనువున ఉంటుంది అంతే సూపర్ కొద్దిగా అటు ఇటుగా కొంచెం ఏం పర్లేదు గుడ్ అంటే క్యారెట్ కర్ ఆర్టిస్ట్ ఇంతకన్నా ఎక్కువ చెప్పలేదు బాగా చెప్తే మళ్ళీ ఓరి మ్రేచ్చుడా అన్నట్టు అది కూడా మీరు అంత ఖచ్చితంగా ఉన్నాడు సార్ ఇప్పటికీ గ్రేట్ సార్ మీ ఆలోచనకు మీ ఫాలోయింగ్కి మీరు ఊతుకి ఇన్స్పిరేషను ఇంకా మరి మండవ సార్ అయితే మంచిగానే తీసిండు ఇరవై తొమ్మిది తారీఖు బిందాస్గా ఇంటి లాదులు పోయి చూడొచ్చు కదా అందులో ఏం లేవు complete family entertainer okay sir అందరు ఇరవై తొమ్మిది తారీఖు నాడైతే ఊత్ అందరు ముందు చూడాలి తర్వాత చూసి వచ్చి ఫ్యామిలీలను తోలుకొని కదా అంతే ఓకే hmm. నేనైతే చెప్పవలసింది sir hmm. Mandava sir Tejam sir మీరే చెప్పుకోండి మీ hmm. ఆడియన్స్ నువ్వే బాగా చెప్తావు చెప్పు అంతే అంతే నువ్వు చెప్పిందే నువ్వు చెప్పిందే exact perfect thanks mister Satti Ramarao duty July twenty నైన్త్కి మీ అందరి ముందుకు వస్తుంది uh, దయచేసి థియేటర్లో మాత్రమే చూడండి don't entertain encourage piracy and మా సినిమా అంత తొందరగా ఓటీటికి రాదు నేను చాలా సార్లు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను <laughs> దయచేసి థియేటర్లో చూడండి it's a beautiful theatre experience film you can see Ramarao రాజధాన్ లైఫ్ క్యారెక్టర్ రవి గారిది you will be enjoying thoroughly please watch in theatres thank you thank you